రోడ్డు కట్టేసి మొత్తం రోడ్డు మొత్తం ఆగం చేస్తాను ఉన్నదే చిన్న బల్లి రోడ్డు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయితే సార్ మీ వాడకొచ్చి ఇప్పుడు వర్షం ఎన్ని సంవత్సరాలు హారతులు ఇచ్చినాం మీరు గెలిచిన కాడ మాకు ఏం చేసారు ఏం పని చేసారు మోరీ లేవు నాలుగు లేవు ఎప్పుడో చేసిన చేయొద్దా మనం పాడే సార్ మనం కట్టుకున్నాం ఒక్క నిమిషం ఉండండి మనం ఇల్లు కట్టుకున్నాం సార్ కూలిపోతే మనం రిపేర్ చేయించుకోమా రోడ్డు ఉంది ఉంటే నాలుగు లేవి పంపు నీళ్ళు ఒక్క రోజు అయితే నాలుగు రోజులు రావు నాలుగు రోజులు రావు మొన్న మురుకు నీళ్ళు వచ్చిన రోజు మా కౌన్సిలర్ పంపించినాం చూడు మూడు రోజులు మురుకు నీళ్ళు వచ్చినాయి ఫోటోలు తీసి పంపించినాం ఆ చెత్త అక్కడనే ఉంటుంది ఈ నాళీలు ఇక్కడనే ఉంటాయి ఏమంటే కౌన్సిలర్ చెప్తే ఎమ్మెల్యే అడగాలంటాడు ఎమ్మెల్యేని అడిగితే కౌన్సిలర్ అడగాలంటాడు మేము ఎవరిని అడుగుడు వాడల్లా ఇద్దరు ముగ్గురు వస్తారు ముగ్గురు వస్తారు వాళ్ళు చేయాల్సిందంటే ఎంత మంది చేస్తారు ముగ్గురు లేబర్ ఇదివరకు ఇప్పుడు ఇదివరకు ఉన్నప్పుడు ఐదారుగురు ఉండే మాకు అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు మీకు చెప్తాను సార్ ఇంతవరకు ఇదైతే మంది నీకు పెట్టిపిస్తా అన్నారు ఎన్ని మంత్స్ అయితే నీకు ఎలక్షన్ అయిపోయి చెప్తున్నాను కదా అయి బండ్ల మీద పడడం స్కిడ్ అయి పడతాను ఒక్కొక్కరు అక్కడ ఇక్కడ మొత్తం నాలుగు అండంతా అక్కడ పడతాను మొత్తం అండంతా అక్కడ ఆగుతాయి ఎక్కడ నీళ్ళు ఇక్కడ దాకా మా నీళ్ళు ఇంకా సార్ మరి తీసుకుంటాం అది మీ సమస్య మా సమస్య కాదు మాకు కావాల్సింది వర్క్ ఇప్పుడు ఒక వార్డు ఉంటే ఒక కౌన్సిల్ తెచ్చిన తర్వాత ఎక్కడైతే అసలే రోడ్ లేదు రోడ్ తెచ్చిన తర్వాత చేస్తారు ఉన్న డ్రైనేజీలు పాడైపోతే ఏరా నేను కొత్తగా ఇటుకే కూలింది మీరు రిపేర్ చేయించుకోరా మరి మా నాలుగు కూలితే చేయించారు hmm, ఎందుకు చేయలేదు చేయలేమని ఒక లెటర్ రాసేయండి మాకు చూడండి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ చూడండి ఇక్కడ మంచిగా కడ కాదు డామేజ్ అయిన చూడండి ఏమైంది అంటే చెప్పలేము చూస్తే కనబడుతుంది మేమేం అని మీరు అంటారు కదా నేనేం చేయలేను ఒక లెటర్ రాసి ఇప్పుడు అన్నా మేమేం చేయలేదు ఉన్న కాదు సార్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక్కడ నుంచి మీరు అక్కడ దాకా పోండి ఎలక్షన్ల ముందు ఫస్ట్ ఎలక్షన్ల ముందు చెప్పినాం మళ్ళీ ఎలక్షన్ల ముందు చెప్పినాం మళ్ళీ ఎలక్షన్లు అత్తాని సమాధానం చెప్పండి మాకు ఇచ్చిన మాట రెండు సార్లు ఇచ్చి రెండు చెప్పండి మీరు చెప్పండి ఇక